top ten amazing facts fact number one జర్మనీలో బెగ్గర్స్ కోసం అక్కడక్కడ ఇలాంటి స్లీపింగ్ బెడ్స్ పెట్టారు ఎవరి దగ్గరైనా ఇల్లు లేకపోతే వాళ్ళు ఆరాంగా ఇందులో పడుకోవచ్చు నంబర్ టూ ప్రపంచంలో అతిపెద్ద అరటి పండ్లు ఇండోనేషియా పాక్వాన్ గ్రామంలో ఉన్నాయి నంబర్ త్రీ ఇది ప్రపంచంలోనే చిన్న కంప్యూటర్ చూడడానికి సేమ్ బియ్యం గింజంతా ఉంటుంది దీన్ని ఐబిఎం అనే కంపెనీ తయారు చేసింది నంబర్ ఫోర్ చైనాలో మనం కిరాయికి గర్ల్ ఫ్రెండ్ ని కూడా తీసుకోవచ్చు నంబర్ ఫైవ్ ప్రపంచంలో ఖరీదైన చాయ్పత్తి పేరు Da Hong Pao number six Greenland లో ఒక చీమ కూడా పెరగదు నంబర్ సెవెన్ శాన్ ఫ్రాన్స్ ఫ్రాన్సికోలా పావురాలకు రోడ్డు మీద దానా తినిపేయడం చట్టవిరుద్ధం నంబర్ ఎయిట్ ట్విట్టర్ లోగో మీద ఉండే పక్షి పేరు లేరి నంబర్ నైన్ ప్రపంచంలో వేగంగా ఎగరగలిగే బటర్ఫ్లై పేరు స్కీపర్ బటర్ఫ్లై ఇది గంటకి సిక్స్టీ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ఎగురుతుంది నంబర్ టెన్ ఫ్రెండ్స్ మీకు ఈ ఇమేజ్ లో ఏమర్థమైందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి